నిన్న ఆట పాడించినా నుంచి slow motion slow motion please please please సరే ఈ ఇమేజ్ రొటేట్ చేయి ఇందులో ఏముందిరా ఏం లేదు ఈ టాప్ లెఫ్ట్ లో కొంచెం జూమ్ చేయి It's a cold-blooded one.